అందరు నమస్కారం అండి welcome to my channel hope everyone are good ఈరోజు టాపిక్ ఏంటంటే the amazing characteristics of the human brain the field of neuroscience never ceases to amaze me ఈ వీడియోలో ఒక రెండు ఇన్సిడెంట్స్ గురించి చెప్తాను real life incidents right actually happen నార్మల్గా ఒక brain injury or head injury అయితే ఒక కోమాలోకి వెళ్తారు లేకపోతే చనిపోతారు లేకపోతే బ్రెయిన్ డెడ్ అవుతారు ఒక హెడ్ ఇంజరీ తర్వాత ఒక సివియర్ హెడ్ ఇంజరీ తర్వాత ఒక అతనికి ఒక కొత్త పవర్ అనేది అన్లాక్ అయింది ఇది యాక్చువల్గా ఒక మ్యాజిక్లో ఉంటుంది ఎందుకంటే అందరికీ లాజికే కావాలి మ్యాజిక్తో పని లేదు బట్ ఆ magic he's happened actually his name is Jason Padgett ఒక అమెరికా అతను టూ థౌజండ్ టూలో ఒక బార్ బార్కి వెళ్ళి బయటకు వచ్చాక there were some group of people outside they actually hit him very hard in the the back of the head some ఏదో గొడవ జరిగింది ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక టూ డేస్ హాస్పిటల్ ఉన్నాడు then he return to his house But slowly he started to recognize something exceptional and extraordinary. He started to draw mathematical figures and structures ఈయన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇంతకు ముందు వచ్చి చాలా పువర్ స్టూడెంట్ అసలు he use to cheat on exams and college కూడా పాస్ అవ్వలేదు his his father had furniture business and after dropping out of college he was in to the sales of the furniture so ఇలా జరుగుతున్న లైఫ్లో ఇలా సడన్గా ఒకరోజు on a fine day in two thousand two ఇలా జ ఇలా జరిగిన తర్వాత after this accident after this injury something bizarre and sup surprising thing he's happen even డాక్టర్స్కి కూడా actually they term the the syndrome known as savant syndrome యాక్చువల్గా ఇది వచ్చి some people have it from birth and some people uh, some people acquire it at later age adult age after an injury to the brain or something ee jason paget anayaniki it is known as uh, acquired savant syndrome because it, it, it uh, didn't come from birth it actually has come after an injury so there are some people like this uh, like after a traumatic injury tarvata some people can be painters some people can be musicians some people can like mathematicians psychologist and doctors చెప్పేది ఏంటంటే కొన్ని మనకి తెలియనివి చాలా ఉంటాయి బ్రెయిన్లో I mean like in this case when the పర్సన్కి ఒక after a severe injury to the brain there is some kind of imbalance happening in the brain and this is more of a force rather than a skill అంటున్నారు ఒక గిఫ్ట్ అని చెప్పలేము కానీ ఒక ఫోర్స్ లాగా ఇంకొక అబ్సెషన్ లాగా వచ్చేస్తుంది వాళ్ళకి వాళ్ళ మైండ్లో అనుకునేది పిక్చర్ అనేది డ్రా చేయాలన్నా or if they want to create a music they have to do it compulsively so this is one case other case is about Terry Wallis July thirteen nineteen eighty ఫోర్లో ఒక ఆటోమొబైల్ యాక్సిడెంట్ తర్వాత కోమలోకి వెళ్ళిపోయాడు ఈయన he was around twenty twenty five at the time and ఆ యాక్సిడెంట్లో పైన చనిపోయాడు but after head injury doctors have said he will be in a persistent coma stage for the rest of his life he survive by by his wife and daughter ఆ డాటర్కి అప్పుడు వచ్చి ఒక వన్ ఇయర్ ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు suddenly on the same day Friday June thirteen two thousand three he woke up from the coma after being in coma for around nineteen years and the first word he uttered is when he saw his mother and స్లోగా he he starting to regain consciousness and doctors కూడా ఒక షాక్ లాగా ఉంది ఎట్టో ఒక మనిషి ట్వంటీ ఇయర్స్ తర్వాత he's able to regain consciousness after such traumatic brain injury and slowly ఆయనకి ఏంటంటే ఆ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆ యాక్సిడెంట్ వరకు అన్నీ గుర్తున్నాయి ఈ మూవీస్లో చూసుంటాం only till that point of time you is able to remember all the things but after that he's not able to form new memories అప్పుడు ఉండే పాలిటీషియన్స్ అప్పుడు ఉండే ఈవెంట్స్ మాత్రమే గుర్తున్నాయి because the neurons in the brain are intact and new memories are not form till them till then so this is one case other case is about Pablo Pineda who is a person with the Down syndrome Down syndrome కూడా ఒక బ్రెయిన్ డిసార్డరే జనరలీ ఈ పీపుల్కి ఐక్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది normal IQ range is around eighty five to hundred and fifteen for normal adults human beings but these persons are fifty percent lesser but surprisingly this guy he's graduated from the university so ఇలాగా there are many people living in this world with brain disorders and mental illnesses and ఇది చెప్పలేం యాక్చువల్గా బికాజ్ ఒక బ్రెయిన్ ఇంజరీ తర్వాత యూజువలీ ఒక డెత్ జరగచ్చు లేకపోతే he can become paralysed or in in incapable to walk or handicapped like this but ఇప్పుడు నేను చెప్పిన స్టోరీస్ అంది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్లో they have some part of good thing he's come out after that accident like exceptional ability అనేది అన్లాక్ అయింది ఒకరు వచ్చి ఒక నైన్టీన్ ఇయర్స్ తర్వాత కోమా నుంచి బయటకు వచ్చారు and other person with Down syndrome has clear college and clear from the university with the degree so as I say the field of neuroscience never ceases to amaze me because there is so much of going on in the human brain and uh, and still there is so much of research so that's uh, I wanted to talk about that in this video and uh, I'll post the links on the description about those incidents you can go go through and if you're interested and uh, thank you guys for watching this video and uh, if you like the content please subscribe to my channel and this is Shiva Krishna signing off see you all take care bye bye